క్యాసెట్ కనపట్లేదు నువ్వేమి ఇక్కడే ఉందంటావు నీ చేతి కిందే ఉండుంటుంది అందుకే కనపడదు ఓ వెరీ గుడ్ నువ్వు రాను రాను చాలా షార్ప్ అయిపోతున్నావు I'm very proud of you Sanju ఆ రెడ్ కవర్ ఉన్నది ఎక్కడుంది నా నెత్తి మీద ఉంది అమ్మో అమ్ము అమ్మో సారీ సారీ ఏంటి తలపాలు కొట్టేసి అబ్బా ఏంటి సంజు మరి తో ఎవరికైనా దెబ్బ తగులుతుందా ఓహో తో దెబ్బ తగలదా అయితే వీసీఆర్ తెచ్చిపడే నెత్తి మీద సంజు ఒక్క వీడియో క్యాసెట్ కి ఇంత ఆడియో ఎందుకు పోనీ వంద క్యాసెట్లు వెయ్యము వంద క్యాసెట్లు వెయ్యా ఇదేం లెక్క That is exactly what we're saying here. Wow వంద ఎనదర్ గ్రాండ్ సెంచరీ ఒక మ్యాచ్లో ఎన్ని సెంచరీలు ఉంటాయి సార్ వాడు ఇప్పటికి పది అయినాయి సిల్లీ ఫెలో ఇది best innings clippings a hundred centuries ఒక మ్యాచ్ కాదు మ్యాచ్ కాకపోతే ఎవరు గెలుస్తారో ఎలా గెలుస్తుంది ఒరే నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇక్కడ ఎవరు గెలిచారన్నది కాదు పాయింట్ సెంచరీ కొట్టడమే ఒక విజయం జీవితంలో ఒక మైల్ రాయ్ వాహ్ what a big hit what luck వాళ్ళు చేసుకున్న పుణ్యం నిజంగా అందరు గంగోత్రి వెళ్లారు గనక విజయం అలా వరించింది అంటే ప్రతి సినిమా పుణ్యక్షేత్రంలోనే తీయాలి క్లబ్ డాన్సులు కూడా గుళ్ళోనే ఉండాలంటవా ఇప్పుడు సెంచరీ కొట్టే వరకు అంపైర్ అవుట్ ఇవ్వడా సార్ వాడు చచ్చా నీ ప్రశ్నలతో నన్ను అవుట్ చేసేవరా సర్వేంద్రియాణ నయనం ప్రధానం కాబట్టి సమాజంలో చైతన్యాన్ని కలగజేస్తూ అందరికీ ఆ అవేర్నెస్ కలగజేస్తూ అయితే అంటున్నారు అయితే హండ్రెడ్ డేస్ ఫంక్షన్ దీనికి చీఫ్ గెస్ట్ ఎవరో రండి రండి రండి దయచేయండి తమరి రాక మాకెంతో సంతోషం కదండి రారా అంజీ ఇవాళ్ళంతా పండగలా ఉంది పొద్దున్నుంచి ఐదో హండ్రెడ్ డే ఫంక్షన్ అటెండ్ అవుతున్నాను ఏంటి అన్ని ఫంక్షన్స్ ఒకే రోజు ఎలా జరిగాయి క్యాసెట్ రా అది టీవీలో వచ్చినప్పుడు నేను లేను అందుకని రికార్డ్ చేయించుకున్నాను నేను ఇవాళ అన్ని రికార్డ్సే చూసొస్తున్నా క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు సచిన్ గంగూలీ ద్రావిడ్ వా లారా వాళ్ళు సూపర్ స్టార్స్ రా అది వింత కాదు అన్నిటికంటే వింత వీళ్ళు ఆ సెంచరీ కొట్టడం వింత అవును స్టార్స్ కాదు కదా ఒక్క తెలిసిన మొహం కూడా లేదు అవును తెలిసిన సీన్ లేదు తెలిసిన సిచ్యుయేషన్ లేదు పోనీ తెలిసిన డాన్సులు లేవు తెలిసిన సెంటిమెంట్ లేదు కనీసం తెలిసిన కథ లేదు ఇలా తాడు బంగారం లేకుండా ఏం తెలియని వాళ్ళు తీసిన సినిమా కూడా సక్సెస్ అవుతుంటే నాకు మనం రాంగ్ ఫీల్డ్లో ఉన్నాం అనిపిస్తుందిరా యు ఆర్ రైట్ మనం సీలో ఉండాల్సింది సముద్రంలోనా ఏ లంగర్ లేకుండా ఎప్పుడు అందులోనే ఉన్న ఫీలింగ్ ఉంటుంది నాకు సి అంటే ఆ సీ కాదు ఈ C I see C for cinema C for cricket ఈ రెండిట్లో నువ్వు సి ఫర్ సెంచరీస్ కొట్టచ్చు you are C right I mean so right మనం కూడా సీలో ఉండుంటే ఈ పాటికి మనము వీళ్ళలాగే సెంచరీ సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం పోనీ మన అమృత విలాసకి సీసీ అని తగిలిద్దాం కాఫీ క్లబ్ అని మన లక్ మారిపోతుందేమో ఇప్పుడైనా మనం ఫంక్షన్ చేయకూడదా కానీ మనం పెట్టి హండ్రెడ్ డేసే చాలా వంద రోజులైనట్టుందే అయినా హోటల్ని రోజుల్లో ఏంట్రా సంవత్సరాల్లో సెలబ్రేట్ చేస్తారు మనం పెట్టి ఇంకా వందేళ్ళు అవ్వలేదు ఓన్లీ టూ ఇయర్స్ అయింది టూ ఇయర్స్ యా బ్రిలియంట్ రెండు సంవత్సరాలంటే వంద వారాలు మనం హండ్రెడ్ వీక్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు Anji you are a genius రా ఇసక రేణువులో ప్రపంచాన్నే చూస్తావు హండ్రెడ్ వీక్స్ వాళ్ళందరికంటే మందే పెద్ద సెలబ్రేషన్ ఆఫ్టర్ ఆల్ క్రికెట్ లో సెంచరీ ఒక్క రోజులో అవుతుంది సినిమాది పద్నాలుగున్నర వారాల్లో అవుతుంది మనది సాలిడ్ వంద వారాలు ఎక్కడా కని విని ఎరుగని ఫంక్షన్ చేద్దాం మన ఖ్యాతి ఆంధ్రదేశం నలుమూలలో పాకిపోవాలి ఒరేయ్ ఏమిట్రా ఇంత తిరిగ్గా తూగుతున్నావు ఎదరంత గ్రాండ్ సెలబ్రేషన్ పెట్టుకుని ఇంతకీ బయట హండ్రెడ్ వీక్ సెలబ్రేషన్ బోర్డు తగిలించావు లేదా అన్నీ జరుగుతలేరా ఎందుకలా కంగారు పడతావు బోర్డు సర్వానికి అంటగట్టాను అంటే వాడు అది అంటించుకొని ఊరంతా తిరుగుతాడా అబ్బా సార్ వాడు బోర్డు రెడీ పైకి ఎలాడ తీతున్నా ఏమెత్తద్దు నేను చెక్ చేస్తాను పదా ఓకే అపో వీక్ స్పెల్లింగ్ ఏంట్రా బుర్ర వీక్ ఫెలో నేను కాగితం మీద రాసిచ్చాను కదా కరెక్ట్ గా రాశాను సార్ వాడు కరెక్ట్ రాశావా ఆ బోర్డు కాదు డైరెక్ట్ గా నిన్ను వేలాడదీయాలి ఏంట్రా అరుపులు చదువురాని వాళ్ళ చదువురాని నాకా వీడిక ఒక్క అక్షరం తేడాతో ఎవరెస్ట్ ని లోయెస్ట్ చేశాడు మన గ్రేట్ హిస్టరీని గ్రేట్ మిసరీ చేశాడు మన ఓల్డ్ ఫేమ్ ని కాలనీ షేమ్ చేశాడు ఏంటి ఒక్క అక్షరంతో అంత ఎస్సే రాశాడా కళ్ళు పెట్టుకుని చూడు మన వంద వారాల్ని వంద బలహీనతలుగా రచించాడు <gasps> కవ్వేంజర్ కన్నదాసన్ సత్యం సార్ వాడు నేను రొంబ కరెక్ట్గా రాస్తేనే ఎవరో గారి మార్చి రాశాడు ఈ తుంటర్ పని చేసిన వాడిది చాలా అసహ్యమైన బుర్రయి ఉంటుంది వీక్ ని వీక్ గా మార్చిన వాడికి ఓ స్ట్రాంగ్ డోస్ ఇవ్వాలి ఉన్న మాట అంటే ఉలుకు ఎక్కువ ఆంజనేయులు అంటే ఈ కళ కరెక్షన్ నాదే ఏంటండి అంత హాస్యమా హాస్యం కాదు అపహాస్యం పాలవుతారు ఇలాంటి బృహత్ కార్యాలు తలపెట్టి బోర్లా పడొద్దు ఏంటండి శుభమని మా వందో వారోత్సవం జరుపుకోబోతుంటే ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఎగతాళి చేస్తారు మీ మేలు కోరే చెప్తున్నా మీరు మామూలుగా మూడు చెరువులు నీళ్లు దాక్కుండా నలుగురు కాఫీ నీళ్లు అందివ్వలేరు గ్రాండ్ అవార్డు ఫంక్షన్ ఎలా హ్యాండిల్ చేస్తారు ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి వెళతానందంట మేలు కోరుతానంటూ మొత్తుతున్నారేంటండి మీరు మమ్మల్ని అంత తేలిగ్గా తీసిపారడం చాలా చాలా తేలిగ్గా ఉందండి మీరు అలవాటుగా నెలకు వంద తప్పులు చేస్తే ఇలాంటిది ఒక ఫంక్షన్లోనే వంద తప్పులు దొరికించేస్తారు అందుకే వంద బలహీనతలు లోపాలని సవరించాను this is too much I agree ఎవ్వరూ ఇన్ని చేయరు మీరు తప్ప ఇదే నా ఛాలెంజ్ ఎవ్వరు కని విని ఎరగనంత సభ ఏర్పాటు చేస్తాను ఎవ్వరు వేలెత్తి చూపించలేనట్టుగా ఇన్ఫాక్ట్ ముక్కు మీద వేలేసుకున్నంత ఘనంగా నిర్వహిస్తాను వల్సే hmm. అనుమానించే వాళ్ళ నోళ్లు ముయించు అన్నది చేస్తే నా ముక్కు గోయించుకుంటాను గ్యాప్ లో కూడా బెల్ట్ కట్టుకు తిరుగుతారా బెల్ట్ గుద్ది మరీ చెప్తున్నాను మీరు కనీసం వంద పొరపాట్లు చేస్తారు ఫంక్షన్ అంటే మాట్లా ఎంతమంది జనం ఎన్ని రకాల ప్రోగ్రామ్స్ ఎన్ని ఏర్పాట్లు ఎన్ని ఇక్కట్లు అందుకే చెప్తున్నా వెర్రి ప్రగల్భాలకు పోవద్దు అంతగా కావాలంటే మా ఫ్యామిలీని ఇన్వైట్ చేసి డిన్నర్ ఇచ్చుకోండి మరి మీరు రోజు పుచ్చుకునేది ఏంటో రోజులా కాకుండా రాజాలా చేస్తాం చూడండి ఏంట్రా చీఫ్ గెస్ట్ ఒకడైనా మిగిలిన వివిఐపీలకు చేర్చొద్దా మన సిటీలో ఐపీఎల్ లాగే విఐపీలు కూడా చాలా ఎక్కువే లాభం లేదు డబుల్ డెక్కర్ కావాలి హలో హలో ఏమిటి వినపట్లా వినపట్లేదురా హలో హలో ఇప్పుడు వినపడుతుంది అంజే అంజే అమ్మా ఈ ఫంక్షన్ మనకింత దారుణంగా షాక్ కొడుతుంది అనుకోలేదురా మనం ఇంకెప్పుడు తేరుకుంటాం తేరుకోవడం కాదు ముందు మేలుకో ఇదిగో ఇన్వైటీస్ లిస్ట్ అది కళ ఇది నిజమా అయినా నిజం కూడా ఇంత పెద్దదిగా ఉందేమిటి మరి పాలిటిక్స్లో మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని సినిమాల్లో అతిరథ మహారథుల్ని ని గవర్నమెంట్ ఆఫీసర్స్ని తోటి ని సార్ వాడు ఇది టెంట్ హౌస్లో కావాల్సిన వాటి లిస్టు ఇది కిరాణా వాడిది ఇది లైట్స్ వాడిది ఇది ఫ్లవర్స్ వారి దేవుడు ఒరే అంజీ నాకేదో డౌట్గా ఉందిరా మనం ఇది మేనేజ్ చేయలేమో అని ఇంత పెద్ద ఎత్తున చేయడం సాహసమేమో అనిపిస్తుందిరా ఒరే నిన్న అప్పాజీ ఫుల్గా టెర్రరైజ్ చేసినట్టున్నాడు చా ఆ అప్పాజీ గడు నన్ను ఏంటి సిల్లి హలో ఒరే సర్వం ఏదో పోస్ట్ గిస్టో వచ్చినట్టుంది చూడు వాడి కూతుర్లేని ఆ రోజు మర్చిపోయారా ఆ రోజు ఏదో రెచ్చిపోయి క్షణికావేశాలు అన్నాడు కానీ వాడే మర్చిపోయి ఉంటాడు ఈ పాటికి సార్వాడు పోస్ట్ కాదు గీస్టే వచ్చింది ఏంట్రా ఇది పోక చెక్కలు తప్పులు లెక్కబెట్టడానికి పౌరాణిక కాలిక్యులేటర్ సరిగ్గా వంద ఉన్నాయి ఆ రోజు మీ హండ్రెడ్ వీక్నెసెస్ లెక్కబెట్టడానికి ఈజీనెస్గా ఉంటాయి లాభం లేదురా మన వల్ల కాదు ఒరేయ్ దేనికైనా కాన్ఫిడెన్స్ ఉండాలరా వాడికి మన మీద ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే వాడు మనకి పొగ చెక్కలు పంపిస్తాడరా ముక్కు కూడా కోయించుకుంటానన్నాడు సార్ వాడు అవును ఫంక్షన్ క్యాన్సిల్ వాడైతే ముక్కు లేకుండా మొహానికి బుర్రా కేవ్స్ పెట్టుకొని కూడా తిరగడు సిగ్గు లేకుండా మనం చెవినెత్తున్న వాళ్ళం ముక్కు లేకుండా ప్రపంచాన్ని ఫేస్ చేయలేం తలుచుకుంటేనే తల తీసేసినట్టుగా ఉంది హ్యాపీగా ఫంక్షన్ క్యాన్సిల్ చేద్దాం కానీ చిన్న ప్రాబ్లం అసలు ఫంక్షన్ చెప్పినా మనం ఓడిపోయినట్టే నోసు పోయినట్టే no I will not lose my nose what to what to ఈ క్యాసెట్ వల్లే నష్టమంతా ఆ రోజు ఆ వంద రోజుల పండగలు చూడకపోయి ఉంటే ఇంత ఎగ్జైట్ అయి ఇంత కష్టంలో ఇరుక్కునే వాళ్ళం కాదు బ్లడ్ క్యాసెట్ బ్లెస్డ్ క్యాసెట్ ఒరే అమృతం మన ప్రాబ్లం సాల్వ్డ్ ఫంక్షన్ జరగదు కానీ ఫంక్షన్ ఉంటుంది ఫంక్షన్ ఉంటుంది కానీ ఫంక్షన్ జరగదా ఎస్ యు గాట్ ఇట్ నీ బ్రెయిన్ ఫంక్షన్ అవుతుందా అబ్బా ఫంక్షన్ లైవ్గా చేస్తే అప్పాజీ అన్నట్టు మరీ నూరు తప్పులు కాకపోయినా ఏ తొంభై ఎనిమిదో తొంభై తొమ్మిదో జరగచ్చు కానీ అదే వీడియోలో షూట్ చేసామనుకో పొరపాట్లు రీటేక్ చేస్తాం నచ్చనివి కట్ చేస్తాం కావలసినవి ఘనంగా హైలైట్ చేస్తాం ఇదంతా ముందే షూట్ చేసి అసలు రోజు జస్ట్ పది మంది మన రెగ్యులర్ కస్టమర్స్ని కాలనీ వాళ్ళని పిలిచి స్క్రీన్ పైన ప్రొజెక్ట్ చేస్తాం simple simply brilliant Anji I'm proud of you తప్పదా ఒరే సర్వం నువ్వు వెంటనే అప్పాజీ ఇంటికి వెళ్ళి అతని హ్యాండిక్యాప్ బారో చేసి తీసురా ఎందుకు బారో చేస్తున్నావో చెప్పొద్దు అర్థమైందా అంజీ ఇప్పుడు మనం ఆ తో మనకు సన్మానం జరిగినట్టు షూట్ చేయించుకుంటాం ఆ సన్మానానికి వేల మంది వచ్చినట్టు షూట్ చేసుకోవచ్చు ప్లస్ ఫంక్షన్ కి పది రోజుల ముందే క్యాసెట్ రెడీ ఇది ఓకే కానీ దీంతో పాటు మన లైఫ్ స్టోరీని కూడా షూట్ చేయగలిగితే బాగుండు నువ్వు ఈ ఊరు వచ్చినప్పటి నుంచి ఈ వంద వారాల్లో మన అడ్వెంచర్స్ బాగుంది కానీ దానికి ప్రొఫెషనల్ కావాలేమరా సార్వాడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు చాలా మంచి డైరెక్టర్ షాజీ బూకైలాస్ చాలా అవార్డ్స్ కూడా వచ్చాయి ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇప్పుడు వెడ్డింగ్ వీడియోలు తెస్తాడు వెడ్డింగ్ సా శుభం ఏదో ఒకటి స్క్రిప్ట్ మనం ఇస్తాంగా ఎస్ కానీ మన లైఫ్లో ఎత్తుల కంటే పల్లాలు ఎక్కువ ఉన్నాయి కానీ మనం పాజిటివ్ పాయింట్స్ మాత్రం హైలైట్ చేయాలి సరే మీరు రాస్తే నేను వాడిని తెస్తే ఓకే అమృతాత్మ కథ నేను నగరంలో ప్రవేశించిన తరుణం ప్రజలందరూ చెయ్యెత్తి జైకొట్టారు గోమాత కూడా దీవించింది అప్పుడే నా పాదం విజయపథంలో మోపాను అప్పాజీ గారు ఆ కృష్ణావతారం క్యాలిక్యులేటర్తో పని ఉండదు ఇక్కడ లైవ్ ఫంక్షన్ ఏం లేదు మీకు తప్పులు తడకలు దొరకడానికి అంత ప్రీ రికార్డెడ్ వీడియో మీ వీడియోలో కూడా మీ వెర్రితనం వేయి తలలు వేస్తుంది చూసి చప్పట్లు కొట్టండి వెళ్ళండి చూస్తా ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ గారు బిజినెస్ మ్యాగ్నెట్ అమృతాన్ని సత్కరిస్తారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు హోమ్ సైంటిస్ట్ అంజి గారిని సత్కరిస్తారు చిరంజీవి గారు వెంకటేష్ గారు నాగార్జున ఎన్టీఆర్ గారు చివరిగా మన పొరుగు రాష్ట్రం సీఎం గారు అంజి గారిని సన్మాన పత్రంతో సన్మానిస్తారు చిట్ట చివరిగా మన రాష్ట్రగా ఉన్నారు అమృతరావు గారిని బొకేతో సత్కరిస్తారు ఈ సభకు జనాలు వేలలో హాజరై హర్షధ్వానాలతో ముంచెత్తారు అనంతరం పదివేల మంది పైన బ్రహ్మాండమైన విందు ఆరగించి అమృత విలాస్ని దీవించారు ఏమండి అప్పాజీ గారు వందకి వంద ప్లేట్లోనే ఉండిపోయినాయి చాలా అతి తెలివి ప్రదర్శించారు కానీ నాలో ఆశ ఇంకా చావలేదు ఇంకేముందండి ప్రోగ్రాము జస్ట్ మా జీవిత చరిత్ర వీడియో అంతే ఆ క్యాసెట్ ఎదురా నిన్నటి నుంచి సర్వం చేత ఫోన్ చేస్తూనే ఉన్నాను ఇదిగో డబ్బింగ్ అవుతోంది అదిగో ఫ్లైట్లో వస్తుంది అంటున్నారు ఇంత చేసి క్యాసెట్ అందకపోతే ఎంతసేపు లోకల్ గీతాలతో సరిపెట్టుకుంటారు వాళ్ళు అకౌంట్ ఓపెన్ అయింది ఒకటి సార్వాడు ఇంకా ఫ్లైట్కి కూడా అందించలేక డైరెక్ట్గా త్రివేంద్రం నుంచే ఇక్కడ లోకల్ కేబుల్ కి అప్లింక్ చేస్తున్నారంట అంటే సిటీ అంతా చూస్తారా ఏంటి మనకి రాకుండా కేబుల్ టీవీకి వస్తుందా వస్తుంది సార్ వాడు అదిగో బిగిన్ అవుతుంది నాకేదో భయంగా ఉందిరా ముందే మనం ప్రివ్యూ చూడకుండా సిటీ అంతా చూడడం ఏంటో వాడేం తీసాడో ఏమిటో భయపడాల్సిన పని లేదు బానే ఉంటుంది స్క్రిప్ట్ నువ్వే ఇచ్చావుగా ఆ నేనిచ్చిందే ఇదిగో నేను ఓకే చేసిందేగా అమృతాత్మకథ నేను నగరంలో ప్రవేశించిన తరుణం పురజనులు చెయ్యెత్తి చేకొట్టారు గోమాత కూడా దీవించింది అప్పుడే నా పాదం విజయపథంలో మోపాను ఎగ్జాక్ట్లీ అంతా బానే ఉంది అమృతరావు నగరంలో ప్రవేశించాడని పశువులు కూడా తోకెత్తాయి గోమాత దొడ్డింది అప్పటి నుండి ఆయన కాలు పప్పులో వేస్తూనే ఉన్నాడు ఒరే సర్వం నేను రాసింది తిరగరాసావా ఒక్క అక్షరం మార్చలా as it is Shaji book ఎలాస్కి ఇచ్చా అతనికి తెలుగు రాదు గనక తన ఫ్రెండ్ కన్నడమూర్తితో మలయాళంలోకి తర్జుమా చేయించాడు మలయాళీ డైరెక్టరు కన్నడ రైటరు కలిసి ఒక టీంగా ఉండిందా ఇది కాదు సార్ తర్వాత ఎక్స్ట్రా పంచ్ కోసం మద్రాస్ ఫేమస్ లేజీ మోహన్తో ఫైనల్గా తెలుగులోకి లాగారు ఆంధ్ర కేరళ కర్ణాటక తమిళనాడు సింప్లీ సౌత్ సింపుల్గా సర్వనాశనం చేశావు కదరా సర్వం <laughs> అమృతరావు ఇంటర్నేషనల్ డాక్ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తూ తన బాస్కి తల్లో నాలుగులా ఉండేవాడు ఒకసారి ఎక్సైజ్ రైడ్లో కుక్క బిస్కెట్లు దొరకకుండా చేసి బాస్ మన్నల్ని పొందాడు అమృతరావు డాగ్లా ఇంటర్నేషనల్ బిస్కెట్ కంపెనీలో పనిచేస్తూ వాళ్ళ బాస్ తలలోంచి నాలుగు పీకేయబోయాడు ఎక్సైజ్ రైడ్లో బాస్కి కుక్క బిస్కెట్స్ కుక్కాడు ప్రసారం ఆపిన కేబుల్ వాడికి చెప్పు తన కిందే పని చేస్తే ఇంకా ఎప్పటికి పైకొస్తావని బాస్ అమృతరావుని సొంత బిజినెస్ పెట్టుకోమని ప్రోత్సహించాడు నువ్వు నా కింద పనిచేస్తే నేను ఇంకా పైకి వెళ్ళలేనని బాస్ అమృతరావుని నువ్వు సొంత బిజినెస్ పొట్టను పెట్టుకోవడమే బెటర్ అని బయటికి నెట్టాడు అలాగే సొంత బిజినెస్ పెట్టుకుని బాస్ ఉద్యోగానికి ఎసరు పెట్టారు మేము నిన్ను డిస్మిస్ చేస్తున్నాం అండ్ వాళ్ళ బిజినెస్ సంగత ఇల్లు పీకి పందిరేసుకున్నారు వాడలు బల్లై రోడ్డును పడ్డారు వాళ్ళ ఫామ్కి విరుద్ధంగా బండి మళ్ళీ వాడైంది కానీ వీళ్ళు ఎప్పుడెక్కినా నౌకాభంగం తథ్యం కదా బ్యాక్ టు బండి తలచినదే జరిగినదా దైవం ఎందులకు జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు పోయిన చోట వెతుక్కోవాలని అమృత విలాస్కి వచ్చారు ఆ వెతకడానికి అంతం ఉందా బోర్డుకి న్యూ అని తగిలించారు పాత తప్పులే చేస్తున్నారు సార్ వాడు వాడు ఆపడంట చూసే వాళ్ళందరూ తెగనవుతున్నారంట ఓ షిట్ సో hmm. మీ ఫంక్షన్ అయింది ఇంకా ఒక్క తప్పే మిగిలింది మీ వీడియో చూశాక వందల మంది తిడతారు మీకొచ్చే మొదటి దోషంతో నా ప్లేటు ఖాళీ అవుతుంది అదుగో ఇంటికొచ్చి మరీ తిడుతున్నారు జాగ్రత్త రాళ్లతో కొట్టినా కొడతారు ఎదుర్కోవడానికి మన దగ్గర చెక్కలు తప్ప ఏమీ లేవు సార్ మీ క్యాసెట్ కేబుల్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను మీరు అనుమతిస్తే దీన్ని వెయ్యి కాపీలు చేస్తాం ఒక్కో దానికి రెండు వందల రూపాయలు రాయల్టీ ఇస్తాం వెయ్యి ఇంటూ రెండు వందలంటే అప్పాజీ గారు మీ క్యాలిక్యులేటర్ రెండు లక్షలు వావ్ ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి సార్ దేని మీద సంతకం పెడతాను థ్యాంక్ యూ సార్ ఒరే ఎవరు చూసారా వంద కంప్లీట్ అవ్వలేదు కానీ లక్షలు లక్షలు వచ్చాయి ఒరే ఎవరో వివరాలు కనుక్కున్నావా మరి హ్యాపీ సెలబ్రేషన్ ముంగిలా ఉంటామే గర్వంగా కుయ్ అతను ఆశాదీపం అనే స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళని ఆపి ఆదుకుంటారు ప్రపంచమంతా ఆఫీసులు ఉన్నాయంట అయితే వాళ్ళకి మన జీవిత చరిత్రతో సంబంధం ఏమిటి ఆత్మహత్య చేసుకునేవాళ్ళు వాళ్ళకంటే దీనుల కథ చూస్తే కొంత ఆశ కలుగుతుందంట మనమే బెటర్ అని అందుకని మన క్యాసెట్ విరివిగా చూపిస్తే ప్రపంచంలో సగం సూసైడ్లు తగ్గుతాయని ఆయన నమ్మకం ఆ వందకి సున్నా